hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Bhuma versus Bhuma అన్నా చెల్లెళ్ల మధ్య చిచ్చు నంద్యాల ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జీలు అన్నా చెల్లెళ్లైన భూమా బ్రహ్మానందరెడ్డి అఖిలప్రియ మధ్య ఓ చేరిక చిచ్చు రేపింది నంద్యాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు న్యాయవాది తులసిరెడ్డి ఇటీవల అఖిలప్రియ నేతృత్వంలో టీడీపీలో చేరారు దీనిని భూమా బ్రహ్మానందరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీలో చేరిన సందర్భంగా బ్రహ్మానందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లిన తులసిరెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డికి సంబంధించి న్యాయ పోలీస్ వ్యవహారాలన్నీ తులసిరెడ్డి చూసుకునేవారు నంద్యాలలో సెంటిమెంట్లు పంచాయతీలన్నీ ఆయన చేతుల మీదుగానే జరిగేవి అవి కాస్త శృతిమించడంతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యేతో తులసిరెడ్డికి విభేదాలు వచ్చాయి ముస్లిం మైనారిటీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలను ఎమ్మెల్యే పాటించారు అయితే తనకు ఆ పదవి ఇవ్వడం ఇష్టం లేకనే సీఎం జగన్ పేరు చెప్పి తప్పించారనే కారణంతో వైసీపీ నుంచి బయటకు వచ్చారు గతంలో భూమా నాగిరెడ్డిని కేసుల్లో ఇరికించడంలో తులసిరెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి ఆ మేరకు తులసిరెడ్డిని బ్రహ్మానందరెడ్డి దగ్గరికి రానివ్వలేదు అంతేకాదు అతని రాకతో వైశ్య ముస్లింలలో టీడీపీకి వ్యతిరేకత పెరుగుతుందని బ్రహ్మానందరెడ్డి భయపడ్డారు అయితే ఇవేవీ పట్టించుకోకుండా తులసిరెడ్డిని అఖిలప్రియ చేర్చుకున్నారని నష్టం తనకు జరుగుతుందని బ్రహ్మానందరెడ్డి వాదన దీంతో సోదరి వైఖరిపై బ్రహ్మానందరెడ్డి మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన తులసిరెడ్డి మర్యాదపూర్వకంగా బ్రహ్మానందరెడ్డిని కలవడానికి ఇంటికి వెళ్లారు తులసిరెడ్డి రాకను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయని గ్రహించిన బ్రహ్మానందరెడ్డి తాను వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు ఆళ్లగడ్డకు వెళ్లి టీడీపీకి పని చేసుకోవాలని తనకు మీ అవసరం లేదని మొహం మీద చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీ న్యాయవాది తులసిరెడ్డి టీడీపీలో చేరిక బ్రహ్మానందరెడ్డి అఖిలప్రియ మధ్య గ్యాప్ను మరింత పెంచుతోందని చెప్పొచ్చు